hi friends welcome to my channel మా వీడియోలను ఆదరిస్తున్న మీ అందరికీ మా ధన్యవాదములు మనం ఆరోగ్యంగా ఉండాలంటే డైట్ తోటి పాటుగా వ్యాయామం కూడా తప్పనిసరి అందుకే వాకింగ్ అని యోగా అని జిమ్ అని ఇలా ఎవరికి వీలైనవి వాళ్ళు చేస్తూ ఉంటారు వీటిలో ఎక్కువ శాతం మంది జిమ్ సెంటర్లకు వెళ్తూ ఉంటారు వాటికి జిమ్ సెంటర్ని బట్టి అమౌంట్ని పే చేస్తూ ఉంటారు కానీ అలా ఏ మాత్రం డబ్బు ఖర్చు పెట్టిన అవసరం లేకుండా మీ కాలనీలోనే ఓపెన్ జిమ్ ఏర్పాటు చేసుకోవచ్చు అది ఎలాగో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే చూడండి ఈ ఓపెన్ జిమ్ హైదరాబాద్ లోని న్యూ గాయత్రి నగర్ లో ఉంది ఎంత చక్కగా ఉందా కదా అన్ని కూడా ఇలా ఓపెన్ గానే ఉంటాయి ఇందులో లేని ఎక్విప్మెంట్ అంటూ ఉండదు అన్ని ఉంటాయి ఇలా మీరు కూడా మీ కాలనీలో ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నారా అయితే దానికి మీరు చేయవలసింది ఏంటంటే ఓపెన్ జిమ్ ఏర్పాటు చేసుకోవడానికి సరిపడా స్థలం మా కాలనీలో ఉంది మాకు జిమ్ ఏర్పాటు చేయండి అని మీ కాలనీ తరపున మీ యొక్క జిహెచ్ఎంసి ఆఫీసులో అప్లికేషన్ ని పెట్టుకోవాలి అప్పుడు జిహెచ్ఎంసి వారు స్థలం చెక్ చేసుకుని ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయడానికి సరిపడా స్థలం ఉన్నట్లయితే కనుక వ్యాయామశాలని ఏర్పాటు చేస్తారు జిహెచ్ఎంసీ వారు కేవలం ఓపెన్ జిమ్ ఏర్పాటు మాత్రమే చేస్తారు వాటిని మెయింటైన్ చేసుకునే బాధ్యత మాత్రం కాలనీ వాళ్ళదే ఇలా కాలనీలోనే జిమ్ ఉన్నట్లయితే కనుక ఎక్కడికో వెళ్ళవలసిన అవసరం ఉండదు కదా అందులోనూ ఇవి మాన్యువల్ ఎక్విప్మెంట్స్ కాబట్టి వీటితోటి ఎక్సర్సైజులు చేయడం వల్ల ఇంకా ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి మరి మీకు కూడా ఇలాంటి జిమ్ మీ కాలనీలో కావాలనిపించినట్లయితే కనుక వెంటనే మీ కాలనీ వాళ్ళతో మాట్లాడి జిహెచ్ఎంసీ ఆఫీస్లో తెలియజేసి మీ కాలనీలో కూడా ఇలాంటి ఓపెన్ జిమ్ని రెడీ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వెరైటీ వీడియోల కోసం మా Nandala pictures YouTube channel subscribe చేసుకోండి అలాగే మరెన్నో వెరైటీ వీడియోల కోసం మా మరొక ఛానల్ చిరావరి వంటసాలను కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటివరకు మరెన్ని ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి ఛానల్స్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గణితంలో ప్రెస్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ